నువ్వే అన్నాను అదన్న నువ్వు దగ్గర మీరు లేకపోతే మేము ముందు దాకా సామర్థ్యమే నా పేరు మా రాయించుకుని చదువు చేస్తున్నారంటే మీరు కానీ తీసుకురాకపోతే ఏమని ప్రచారం చేస్తున్నారంటే మీకు ఇది మీకు జారాలని నేను వచ్చాను అక్కడ వైసీపీ a bureau నిన్న వైసీపీ ప్రభుత్వం రాజధాని తరలిస్తున్నాం మూడు రాజధానులు అని చెప్పింది నిరసన ప్రకటిస్తున్న మీ అందరికీ భూములు ఇచ్చి మీ బిడ్డల భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చి రైతుల మీద ఆడపడుచుల మీద మహిళల మీద కనికరం లేకుండా జరిగిన లాటి చార్జ్ కండ తడి పెట్టిస్తూ ఉంది మాట్లాడడానికి కూడా నాకు చాలా చాలా బాధగా ఉంది నాకు నిజంగా ఇది నాకు చాలా చాలా బాధ కలిగిస్తుంది నాకు ఒక్కొక్క వైసీపీ నాయకులు వాడిన పదజాలం కానీ రైతు కూలి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని వాళ్ళు మాట్లాడిన వాడిన పదజాలం వైసీపీ తాలూకు ఆలోచన విధానమే పోలీస్ శాఖలో కూడా దాన్ని తీసుకోవడం చాలా బాధ కలిగించింది ఒకలాంటి నిస్సహాయత అతని గుండెల నిండా నాకు చాలా ఆవేదన ఉంది ఎంతమంది రైతుల్ని పోరాటాలు అవసరం లేని చేయాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో ఉన్న ఆడపడుచులందరినీ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తే వాళ్ళ మీద ఈ జరిగిన దాడి పాశవికంగా జరిగిన దాడి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు జనసేన నిద్రపోదు కూల్చే వరకు జగన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం వైసీపీ నాయకుడు ప్రతి ఒక్కడికి పేరు పేరున చెప్తాను నేను పవన్ కళ్యాణ్ మీరు ఇంతమంది ఆడపడుచుల కన్నీళ్ళని మా అక్క చెల్లెల మీద మా ఆడపడుచులు మీరు కొట్టారు మీరు మర్చిపోలే చాలా ఒక్కొక్కళ్ళకి మదం ఎక్కి పనులు చేశారు ఒక్కొక్కళ్ళు మదం ఉన్నంత మంది అధికారుల నుంచి నడినెత్త మదం ఎక్కితే ఇలాంటి పనులు చేస్తారు మొదటి రోజు నుంచి నేను చెప్తానే ఉన్నాను ఈ వైసీపీ తాలూకు వ్యక్తిత్వం రౌడీ సంస్కృతి ఈ ఫ్యాషనిస్ట్ సంస్కృతి ప్రజలందరి మీద చేస్తారని చెప్పి రాజధాని రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని కావాలంటే మంచో చెడు ఒక నిర్ణయం తీసుకున్నారు అందరూ ముప్పై మూడు వేల ఎకరాలు ఎంత ఎన్నో ఎకరాలు మొత్తం అందరం కలిపి ఒక సమిష్టిగా ఒక నిర్ణయం జరిగింది వచ్చే ప్రభుత్వం దాన్ని పాటించి తీరాలి తప్పించుకోవడానికి కుదరదు ఈరోజు కనీసం మాట కూడా రాని ఒక దివ్యాంగులకు సంబంధించి వాళ్ళు కూడా పోలీసులు పాశివికంగా కొట్టేసి గొంతు కూడా లేదు తనకి అరెకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు మహా అయితే కేవలం ఒక సామాజిక వర్గం ఒక సామాజిక వర్గం అని చెప్పి నాలుగు వేల ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి ఈ నెపం మీద ఇంత మందిని క్షోభ పెట్టి ఇన్ని కులాల్ని క్షోభ పెట్టి ఈరోజు వైసీపీ తీసుకున్నది నిన్న ఒకటే చెప్పాను వాళ్ళ వినాశనానికి వాళ్ళ వినాశనం మొదలైంది వినాశనం మొదలైంది వాళ్ళకి నా కోపం స్థాయి దాటేసింది నా ఆవేదన ఎందుకంటే ఇలాంటి భవిష్యత్తులో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అనే పార్టీ మట్టుకు ఇక్కడి నుంచి శాశ్వతంగా ఎప్పుడు అధికారంలో అయితే ఉండకూడదు ఎప్పుడు సంపూర్ణంగా తీసేయాలి దాన్ని ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఏ ఒక్కరూ కూడా ఇంతమంది ఆడపడుచులు ఏ ఒక్క ఆడపడుచులను ఇంతమంది నమ్మి ప్రభుత్వానికి ఇస్తే అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇంత పాశవికంగా భవిష్యత్తుని పచ్చని పంట పంట పొలాలు మూడు పంటలు పండే పొలాలు ఈ రోజున చేస్తే దిబ్బ చేస్తుంటారు ఒక్కొక్కళ్ళ పొలాల్లో రోడ్లు వేసేసారు మామూలు ఆవేదన లేదు నాకు దీనికి సంబంధించి ఇక్కడి నుంచి అమరావతి కదలదు నేను ఇప్పుడు దాకా అధికారం కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు ఈరోజు నేను చెప్తున్నాను శాశ్వతమైన నాకు ధర్మమే మాట్లాడుతున్నాను నేను ఈ రోజున ఇక్కడ మాట్లాడితే మిగతా ప్రాంతాలు దెబ్బతింటారేమో అక్కడ జనసేన ఉండదేమో మా పార్టీ ఉండదేమో ఎవరన్నా అనుకుంటే అవన్నీ తీసి నేను ఈరోజు పక్కన పెడుతున్నాను ఈరోజు ఎందుకంటే ధర్మం ధర్మానికి నువ్వు నిలబడితే ధర్మం నేను రక్షించి తీరుతుందని ధర్మం నాకు చెప్తుంది ఈ రోజున మన అమరావతికి శాశ్వత రాజధాని ఇక్కడే ఉండాలి నేను మీకు మాటిస్తున్నాను అమరావతి పరిరక్షణ పోరాట సమితిని మీకు మద్దతుగా మీరు చెప్పండి మీకు ఎలా కావాలో మీరు చెప్పండి మీరు ప్లాన్ చేయండి ఇంకోటి మేము ఇవన్నీ మర్చిపోండి చెప్తాను నాకెవరు కూడా అవసరం లేదు ఈ రోజున మీ ఒంటి మీద దెబ్బలు పడ్డ ఇక్కడ కూర్చున్న మా ఆడపడుచులు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మీరు చాలు నాకు మీకోసం నేను వస్తాను ఈరోజు మా మీరు నమ్మిచ్చారు మీరు ప్రభుత్వాలకి నమ్మిచ్చారు నమ్మిచ్చి మీరు అప్పుడు ప్రభుత్వం వస్తో లేదో టీడీపీ అనుకొని మీరు వైసీపీ కూడా వేసిన వాళ్ళు ఉన్నారు దీంట్లో వాళ్ళు ఈరోజు నా వంచన చేస్తూ ఉన్నారు నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను ప్రభుత్వం ఇన్ని రాజధానులు మార్చిన మూడు రాజధానులు ఇంకోటి చెప్పండి అన్ని ప్రాంతాలని నేను సమంగా గౌరవించేవాడిని అన్ని ప్రాంతాలని సమంగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షించేవాడిని పాటుపడేవాడిని కానీ రాజధాని మటుకు అమరావతికి అందరం మాట్లాడాం కట్టు కట్టుబడి ఉన్నాం నిలబడతాది నిలబడ్డారు అందరూ ఈ రోజున కూర్చొని ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పేరు మీద నాలుగు వేల ఎకరాలు చెప్తే ఇరవై తొమ్మిది వేల ఎకరాల్లో మీరు చెప్పండి మేము నాలుగు వేల ఎకరాల్లో మీరు వాళ్ళు శిక్షించండి వాళ్ళని ఎవరు తప్పులు చేశారు కేసులు పెట్టండి వాళ్ళ మీద అవి వదిలేసి ఆ నెపం మీద అటు వెళ్ళి అంటే ఈ వైసీపీ నాయకులకి దాంట్లో కూడా ఇంకో నాలుగు వేల ఎకరాలు వాళ్ళకు కూడా ఉంటే వాళ్ళకు కూడా కాస్త కార్య మనకి కదిల్చే వాళ్ళు కాదేమో కానీ వాళ్ళ భూములన్నీ వైజాగ్లో ఉన్నాయి అంతేగాని ఉత్తరాంధ్ర ప్రజల మీద ప్రేమ కాదు ఎవ్వరు కూడా ఈ రోజునమ్మ మీరు మీ అందరూ ఇళ్ళకి పేరు మాటలు నాకు సబవు కాదు భావ్యం కాదు నా కన్నీళ్ళు నిన్న గుండెలు తొక్కిపెట్టాను నాకు అంత ఏడుపు ఉంది నా గుండెల్లో ఈరోజు నిజంగా చాలా బాధగా ఉంది నాకు ఆవేశం అంటే ఆవేదన ఉంది పోలీస్ శాఖని శాంతి భద్రతలకి వాడమంటే రౌడిజం స్థాయికి పోలీస్ శాఖను దించితే పోలీస్ తాలూకు వ్యక్తిత్వం చంపేశారు ఈరోజు వైసీపీ ప్రభుత్వం పోలీస్ శాఖ కూడా వాళ్ళ తాలూకు రౌడీజంని అంతటి స్థాయికి పోలీస్ శాఖను తీసుకెళ్లిపోయారు ఈరోజు అసలు వయసు చూడకుండా ఆడపడుచులను చూడకుండా అసలు కూర్చోబెట్టినంత దౌర్జన్యం మామూలు దౌర్జన్యం చూస్తే నిన్న కూడా మేము హుటాహుటుగా వచ్చి ప్లాన్ చేసుకున్నాం నేను వచ్చి మేము మొత్తం కూర్చోబెట్టి వెళ్దాం అనుకునే లోపల దాదాపు నాలుగు వందల నుంచి ఐదు మంది పోలీసులను పెట్టి మనం కనీసం ఒక పది అడుగులు కూడా ఇంత ఉంది మన ప్రవేశంలోకి రాకూడదు అక్కడ ఉన్న పక్క నుంచి ఒక పది అక్కడ దాకా వెళ్ళడానికి నాకు ఐదు గంటలు పట్టింది నాకు అక్కడి నుంచి అంతసేపు కూర్చోబెట్టాను ఒక డిఐజీ స్థాయి అధికారిని పెట్టి మనం చెయ్యేసి ఇలా అన్నా కానీ కేసులు పెట్టడానికి అటెంప్ట్ మర్డర్ కేసులు అవన్నీ తట్టుకొని నేను బయటికి రాలేక కాదు అది కూడా చెప్తున్నాను నేను ఎందుకు ఎందుకు ఆగిపోయినా కూడా చెప్తాను ఎందుకు బయటికి రాలేక కాదు ఇది రాజకీయంగా కంపల్సరీగా చేయాల్సిన పోరాటం ఇది భారతీయ జనతా పార్టీ కూడా ఒకటే మాట చెప్పాం మేము అమరావతి అనేది శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి మేము దానికి కట్టుబడి ఉన్నాం మీరు కట్టుబడి ఉన్నారా వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది ఒకటే ఒక్క నిమిషం వాళ్ళు చెప్పింది ఒకటి ప్రధానమంత్రి గారు ఇక్కడ శంకుస్థాపన చేశారు మేము దాన్ని గౌరవిస్తాం అమరావతిని ఇక్కడే ఉంచుతాం అది భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం అది కేంద్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది ఇవన్నీ నేను మేము మాట్లాడాల భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ మీకు తెలుసు నా వ్యక్తిత్వం ఇలాగే ఉద్దానంలో ప్రజలు ఏడిస్తే అక్కడ కన్నీళ్లు చూసినా కరిగిపోయాను నేను కదిలిపోయాను నేను ఇలాంటి కష్టాలు కన్నీళ్ళని రాజకీయాల్లో తీసుకొచ్చినాయి నాకు వేల కోట్లు లేవు నా దగ్గర మైనింగ్ నా దగ్గర మైన్స్ లేవు నా దగ్గర ఖనిజ ఖనిజ సంస్థలు లేవు నా దగ్గర కాంట్రాక్ట్లు నేను కాంట్రాక్ట్లు చేయను నేను పది మంది ఇష్టపడి పెట్టే సినిమాల నుంచి వచ్చి ఎందుకు పెట్టానంటే నాకు ఇంతమంది తిరిగి నేను ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది దేశానికి నాకు ఇష్టం నేను రాజకీయాలని నిజానికి లబ్ధి పొందాలి అంటే నేను అడుగుండేవాడిని నాకు ఇది కావాలా పోస్ట్ కావాలి ఈ పోస్ట్ కావాలి అడిగి తీసుకోలేదు ఎందుకంటే నేను ఈరోజు కన్నీళ్లు పెట్టిన ప్రజలు ఏదైనా రావాలంటే దానికి జనసేన ఆఫీస్ గుర్తు రావాలి మేము ఉన్నాం అని చెప్పడానికి మాకు ఇబ్బందులు ఉన్నాయి అది కూడా చెప్తా ఉన్నాను ఒక వ్యవస్థను నడపడానికి చాలా కష్టమైన ప్రక్రియ ఈరోజు ఎప్పటికీ కూడా నేను అందరూ సమానంగా చూసుకున్నాను కానీ ఈ రోజున అమరావతికి సంబంధించిన రైతులందరూ మీ మీకు నన్ను మీలో ఒకటిగా చూసుకోండి అమ్మా నన్ను ఒకటే చెప్తున్నాను మీకు నేను కూర్చోబెట్టి నేను మిగతా రాజకీయ నాయకుల్లాగా నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నేను ఎక్కువ మాట పదిసార్లు కనిపించి పదిసార్లు హడావిడి చేయను నేను పదిసార్లు నేను హడావిడి చేసేసి కూర్చోబెట్టి నేను రోజు ఫోటోలు నా పేపర్లకు నేను చేయాల్సి నేను చేస్తాను ఎల్ఏ మీరు భారతీయ జనతా పార్టీ మనల్ని అడిగితే మేము ఒకటే చెప్పాం మీరు అమరావతి శాశ్వతంగా రాజధాని ఉంచుతామంటే మేము మీతో కలుస్తాం ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నానంటే పదమూడు జిల్లాలు ఇవి తిప్పికొట్ట పదమూడు జిల్లాలు అలా అడిగితే మన గుంటూరు జిల్లాలో పల్నాడికి మనకే తేడా ఉంటుంది సంస్కృతి వేరనేది ప్రతి వంద కిలోమీటర్లకి అరవై డెబ్బై కిలోమీటర్లకి భాష యాస మారుతూ ఉంటుంది మన మన దేశంలో ఇక్కడి నుంచి పక్కనున్న ఒంగోలుకి పోతే భాష వేరు ఉంటుంది సంస్కృతి వేరుంటుంది తిండి వేరుంటుంది ఇలా ప్రతిదానికి కూర్చోబెట్టి విభేదాలు ప్రాంతీయ విభేదాలు వస్తాయని చెప్పి చేసుకుంటే అంటే మీకు ప్రజల పాలన మీద మీకు మీకు శ్రద్ధ మీకు తెలియదు మీకు ప్రజల్ని ఏకంగా ఉంచడానికి శక్తి మీ దగ్గర లేదు మీరు అలా చేయబట్టే మీరు కూర్చో ప్రతి ఒక్కరికి రాజధాని చేసిన ప్రతి ఒక్కరికి అది ఇదే ఇదే పాలన ఇది మీకు మేము ఈరోజు మాటిస్తున్నానమ్మా మీ అందరికీ మీ ఒంటి మీద పడ్డ దెబ్బ వైసీపీ సర్వనాశనానికి దారితీస్తుంది మాటలు రాని బాధని చెప్పుకోలేని దెబ్బ కొడితే అమ్మ అని అరవలేడు తన పేరేంటి ఓకే పర్లేదు నాయకన్నా లాటి దెబ్బ పడితే దెబ్బ పడితే ఒంటి మీద ఒంటి మీద దెబ్బ పడితే ఎవరికి ఇచ్చిన దెబ్బతో అమ్మ అంటాం దెబ్బ కొడితే అమ్మాయిని కూడా గొంతు పెగలదు నాయక్ కిరణ్ నాయక్ కిరణ్ నాయక్కి దెబ్బ పడితే ఒక అమ్మ అంటే ఒక చిన్న సేద తీరుద్ది నెప్పి వ్యక్తపరుస్తాం బాధని అలాంటిది అరకరం భూమి ఇచ్చిన రైతు కిరణ్ నాయక్ పోలీసు కొడితే అమ్మాయిని కూడా అరవలేదు ఎందుకంటే గొంతు లేదు లోపల తనకి తను మూగవాడు ఈ బాధ ఎవడికి చెప్పుకుంటాడు తను ఈ బాధ తన పడ్డ బాధ మిగతా వాళ్ళు చెప్పుకోలేడు తను చెప్పుకోలేడు కిరణ్ నాయక్ కానీ ఈ బాధ ఏ ఈ విశ్వాన్ని పాలించే భగవంతుడు వింటాడు తను చెప్పుకోలేని బాధని ఇది సర్వనాశనం చేస్తుంది వైసీపీ ప్రభుత్వాన్ని సర్వనాశనం ప్రతి ఒక్కడు మీకు ద్రోహం చేసిన ప్రతి ఒక్కడు సర్వ సర్వనాశనమయ్యే వరకు భగవంతుడు ఉపేక్షించడు మీ మీ కుటుంబాల్లో మీకు కన్నీళ్లు పెట్టి మీ భూముల్ని అడ్డగోలుగా దోచేసి పనికి రాకుండా చేసి మిమ్మల్ని ఇలా కన్నీళ్లు పాలు చేసి పోలీసులు చెడగొట్టించి లాఠీలు మీ ఒంటి మీద ఎరిగిరగనిచ్చేలా చేసి ఇది క్షమించలేనిది ఇందాక మాట్లాడుతూ ఉంటే ఒకటే మీ దృష్టికి వస్తూ ఉంటే మేకులున్న లాఠీలతో కొట్టారని చెప్తా ఉన్నారు మన కాకినాడలో కూడా వాళ్ళు కొట్టింది మేకులు ఉన్న లాఠీలతో కొట్టారంటే అది పోలీసుల దగ్గర ఉన్న మేకులతో లాఠీలు అది అది దాంట్లో పోలీసులు ముసుగులో రౌడీ వర్గాలు కూడా చేరిపోయినాయి రౌడీ కూడా చేరిపోయినాయి నేను పోయినసారి మనం అక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి రెండో రోజు మన ఆఫీస్కి రాబోయే అక్కడికి వద్దామంటే వాళ్ళు పోలీసులు ఏం చెప్తున్నారు ఒకసారి వస్తే మనకి రౌడీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంఘ విద్రోహ శక్తులు ఉంటాయి అంట సంఘ విద్రోహ శక్తుల్ని ప్రభుత్వమే పెంచి పోషిస్తూ ఉంది వాళ్లే పంపిస్తూ ఉన్నారు నిన్ను కూడా మేము చూస్తూ మాట్లాడుతూ ఉంటే పోలీసు వైపు నుంచి రాళ్లు పడ్డాయి రైతులు రాళ్ళు వేయలేదు పోలీసులు రాళ్ళు వేసి మళ్ళీ తిరిగి వీళ్ళ మీద అటాక్ చేయడానికి ఇప్పుడు ఇందాకే ఫోన్ మాకు టెలిఫోన్ వచ్చింది సెల్ ఫోన్ మన ఫోన్ వచ్చింది మాకు రేపు నేను పొద్దున్న ఢిల్లీ పోతున్నాను నేను అద్భుతాలు జరుగుతాయి నేను మీకు చెప్పట్లేదు కానీ మన బాధల్ని మీకు పోయినసారి రాష్ట్ర విభజన టైంలో కాంగ్రెస్ నాయకులు హైకమాండ్ చెప్పుకున్నాను నేను అలాంటి మభ్య మాటలు నేను చెప్పట్లేదు మీకు నేను నేను ఒక్కడైతే మాటిస్తున్నాను అమరావతి అయితే ఇక్కడి నుంచి కదలదు నన్ను ఎందుకంటే నేను ధర్మానికి నిలబడేవాడిని ఈరోజు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కడప జిల్లా ప్రాంతం ప్రజలు మోసం చేస్తారు అనంతపురం జిల్లా ప్రజలను మోసం చేస్తారు శ్రీకాకుళం జిల్లా ప్రజలను కూడా మోసం వీళ్ళకి ప్రజల మీద ప్రేమ లేదు వీళ్ళకి ప్రజలు జస్ట్ పావులే అంతే వీళ్ళకి అమరావతి వీళ్ళు రాజధానులు తీసుకెళ్ళండి కానీ దీంట్లో చాలా అత్యంత బాధాకరమైంది సెక్రటరియట్ ఉద్యోగులు కూడా నేను విన్నవించుకుంటా నేను ఈరోజు మీరు ఒక్కొక్క ఆడపడుచు దెబ్బలు మీరు చూడాలి మీరు సెక్రటరియట్ ఉద్యోగులు మీకోసం ప్రజలందరూ అండగా ఉన్నారు మీరు నిరసన ఖచ్చితంగా తెలియచేయండి దయచేసి నా విన్నపం ఇది మీకు రేపు పొద్దున మీకు కష్టాలు వస్తే ప్రజలు రేపు పొద్దున మీకు అండగా ఉండాలంటే ఈరోజు ప్రజల్లో కష్టాల్లో ఉన్న ప్రజలకు మీరు దయచేసి సెక్రటరియట్ ఉద్యోగుల్ని మీరు అండగా ఉండి తీరాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఈ రాజకీయ నాయకుల్ని వ్యవస్థని మీరు నమ్మకండి ఈరోజు ఉంటారు రేపు పొద్దున్న వెళ్ళిపోతారు మీరు పర్మనెంట్గా ఉద్యోగం చేయాల్సిన వాళ్ళు అందుకని సెక్రటరియట్ ఉద్యోగులను కూడా మీరు సంఘీభావం ప్రకటించండి మనస్ఫూర్తిగా పేరు పేరున ఈ రోజున బాధ్యతల తరపు నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ తెలంగాణకి ప్రతి సెక్రటరీ ఉద్యోగం వచ్చి అడ్డ అడ్డగోలుగా వచ్చి బలంగా వచ్చారు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం మనం విడిపోయి ఉంటాం మనుషులు కులము మతము ప్రాంతము విడివిడివిగా చచ్చిపోతున్నాం మనం నేను వదిలేస్తున్నాను నేను మీకు చెప్తున్నాను ఈ రోజున జనసేన బలపడుతుందో లేదో నాకు తెలియదు కానీ మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలు అయ్యే వరకు జనసేన మీతో ఉంటుంది ఇది నేను భవిష్యత్తు నాకేముంటుంది ఈ మాట మాట్లాడితే మిగతా పని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ధర్మం ముందుకు నడిపిస్తుంది రేపు నేను మేమందరం కలిసి ఢిల్లీ పోతున్నాం పరిస్థితిని తెలియజేస్తాను అక్కడ దాని మీద అద్భుతాలు జరిగి వెంటనే క్యాపిటల్ వీళ్ళు మార్చుకునేలాగా ఒత్తిడి తెస్తారని కూడా నేను అనుకోవట్లేదు కానీ వైసీపీ ప్రభుత్వం ఉండకుండా మటుకు ఏం చేయాలో మేము చాలా బలం ప్రయత్నం చేస్తాం వీళ్ళు ఎక్కువ కాలం ఉండే ప్రభుత్వాలు కాదు నిజానికి ఎక్కువ కాలం నిజంగా ప్రజలు ప్రేమను పొందగలిగే పార్టీలు కానీ ఇది ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ఎవడైనా సరే ప్రజా కంటకులు ఎవరైనా సరే సర్వనాశనం కావాల్సిందే సర్వనాశనం కావాల్సిందే మీకు ఇదే చెప్తా ఉన్నాను ఎవరైనా వచ్చి శుభమాని శంకుస్థాపనతో మొదలు పెడతారు వైసీపీ వచ్చి కూల్చివేతలతో మొదలుపెట్టి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఈ సందర్భాన కూల్చివేతలతో మొదలుపెట్టిన వాళ్ళు కూల్చివేతలతోనే అంతమవుతారు అవుతారు మీరు నేను మీ మీకు ఈరోజు నేను మాటిస్తున్నాను మీకు నా పరిధులతోటి నా పరిమితులతోటి ఇది ఒక రాజకీయంగా చాలా బలమైన పోరాటమే చేస్తాం రేపు పొద్దున్న ఎప్పుడు ఈరోజు మీకు మాటిస్తున్నాను నేను ప్రభుత్వం భవిష్యత్తులో అమరావతి ఇప్పుడు ఇక్కడే ఉండేలాగా మిగతా ప్రాంతాలందరి ప్రజలందరికీ ఇది మా రాజధాని అనిపించేలాగా జనసేన బీజేపీ మేము ముందుకు తీసుకెళ్తాం మీరు నేను మీకు ఈరోజు ఖచ్చితంగా మాటిస్తున్నాను నేను మీకు నాకు మాట ఇవ్వడానికి వంద సార్లు ఆలోచించేవాడిని మీరు చేసిన త్యాగం మీరు వదిలిన భూములు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఇచ్చారు మీరు మీరిచ్చినప్పుడు మీ భవిష్యత్తును మీ బిడ్డల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మిగతా రాజకీయ నాయకులకు ఉందో లేదో తెలియదు కానీ నేను మీకు అండగా నిలబడతాను ఎందుకంటే ఒక అనుకున్నాం తెలుగుదేశం పార్టీ ముప్పై ముప్పై మూడు వేల ఎకరాలు ముప్పై నాలుగు వేల ఎకరాలంటే నేను విభజించిన వాడిని ఇన్సైడ్ ట్రేడింగ్ ఉంటే వాళ్ళందరూ ఎవరెవరో ఇన్సైడ్ ట్రేడింగ్ ఉంటే మీరు వాళ్ళందరి మీద కేసులు పెట్టండి కానీ అమరావతి రాజధాని ఈరోజు అంటే కదిలించేశారు వైసీపీ నాయకులకి నన్ను తిట్టే ప్రతి ఒక్కరికి పేరు పేరున నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకి పేరు పేరున చెప్తా ఉన్నాం రేపు నుంచి మీరు నన్ను ఏదైనా తిట్టుకోండి మీరు మొన్న కాకినాడలో ఎమ్మెల్యే తిట్టినంత భాష తిట్టుకున్నా కానీ నేను భరిస్తాను కానీ మీరు మాట నోటి నుంచి వచ్చిన ప్రతి మాటకి మీరు కకినది ఖచ్చితంగా చేసి పెడతాం మర్చిపోకండి మీరు అమరావతి అమరావతి ఏ ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని ఇది మీరు రాసుకోండి రేపొద్దున రెండు వేల పదిహేను నేను చెప్పాను రేపొద్దున ఇంకో ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు వాళ్ళు ఉంచుతారా భూములని ఎంత భయపడ్డా ఈరోజు మీకు చెప్తున్నా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మిగతా ప్రాంతాలన్నింటికి గౌరవిస్తూనే అభివృద్ధి మరింత చేస్తూనే అమరావతిని శాశ్వత రాజధానికి ఎప్పటికీ ఎవరు కదపకుండా ఇక్కడే ఉంచి తీరేలాగా ఆ బాధ్యత మేము తీసుకుంటాం మేము మీరు కాకపోతే నా విన్నపం కూడా ఒకటే చెప్తా ఉన్నాను మీకు నేను రోజు వచ్చిన పోరాటాలు చేయను అది కూడా చెప్తా ఉన్నాను మీకు నేను రోజు వచ్చి నేను కూర్చోబెట్టి నేను మభ్యపెట్టే పోరాటాలు చేయను నేను డ్రామాలు చేయను నేను నేను పని చేసేవాడిని నేను రోజు ఫోటోల కోసం నేను పని చేయను నన్ను గెలిపించకపోయినా స్వయంగా నన్ను రెండు చోట్ల ఓడించడానికి ఎందుకు నిలబడ్డానంటే నాకు ప్రజలంటే ప్రేమ ఇది ఎందుకంటే నా దేశం అనుకుంటా నా సమాజం అనుకుంటా ఇందులో నేను మీకు మాటిస్తున్నా నేను మీరు వదిలేసిన ప్రతి ఇంచి భూమి మోసం చేయదు అందుకని మీకు మేము అండగా నిలబడతాం భూమిని నమ్ముకున్నాం మనం భూమి మోసం చేయదు శాశ్వతంగా ఇక్కడ రాజధాని ఉండేలాగా ఉంచుతాం రాజధాని ఉండేలా కాదు ఉంచుతాం ఇదే రాజధాని ఇదే రాజధాని నేను ఈరోజు నుంచి మీకు చెప్తా ఉన్నా నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా ఎప్పుడు అమరావతి వచ్చినా ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఏదో ఒక గ్రామానికి పర్యటించే బాధ్యత నేను తీసుకుంటాను మీ కన్నీళ్ళు నేను అర్ధరాత్రులు కూర్చొని రోడ్ల మీద బైఠాయింపులు ఇవన్నీ చేయను నేను పోలీసులు ఎట్లా కాదు మన ప్రెమిసిస్లోకి వచ్చినప్పుడు నెట్ అవతలేయచ్చు అదే ఇబ్బంది కాదు నేను ఒకటే చూశాను వైసీపీ నాయకులు కావాల్సిందే గొడవ మన ముసుగు మీద వచ్చి మన మీద దాడులు చేయడానికి మన పేరు మీద మనతో పాటు జనం ఉండే మొత్తం పోలీసుల మీద కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు సంఘ విద్రోహ శక్తులు రౌడీ మోకలు నేను మేము అలాంటి అవకాశాలు ఎవరికి ఇవ్వం మేము నేను మీకు మాటిస్తున్నా నేను మీ తరపున జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కార్యకర్తలు ప్రతి ఒక్కరు అందరి అందరి తరపు నేను మాటిస్తున్నాను మీకు ఇది శాశ్వత రాజధాని మీ ఒంటి మీద ప్రతి దెబ్బ పడ్డ ప్రతి దెబ్బ భాష నోట్లో శబ్దం కూడా లేని గొంతు లేని కృష్ణనాయక్ పడి ఒంటి మీద పడ్డ దెబ్బ వాళ్ళు మర్చిపోతారు కానీ నేను మర్చిపోను ఈరోజు నేను మర్చిపోను మీకు మీరు చేసిన త్యాగానికి సంపూర్ణంగా ఎన్ని దశాబ్దాలు పడ్డా మీ బిడ్డల భవిష్యత్తు కూడా మీరు పణంగా పెట్టి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి ఇచ్చారు మీరు దాన్ని మేము నిలబెట్టుకుంటాం మేము జగన్ రెడ్డి గారు తీసుకెళ్లి మూడు కాదు ముప్పై రాజధానులు పెట్టుకోమని ముప్పై రాజధానులు కలిపి మళ్ళీ ఒక రాజధాని అమరావతిని తిరిగి చేస్తాం చేసి తీరుతాం తమాషాలుగా ఉందా వీళ్ళకి తమాషాలుగా ఉందా వీళ్ళకి ఇష్టానికి కూర్చోబెట్టి మీకు ఏదో అందరికీ ఏదో ఒక ఫుడ్ ప్యా ఫుడ్ ప్యాకెట్ పడేసినట్టు రాజధాని రాజధాని ఆటలుగా ఉంది వీళ్ళకి అహంకారంతో ఎక్కి కొట్టుకుంటా ఉన్నారు ఒక్కొక్కళ్ళు అమ్మ నేను ఒకటే చెప్తా ఉన్నాను తల్లి నేను తెలుగుదేశంలో అమలు చేయనమ్మా మీకు చెప్తున్నాను ఒక మాట నేను మాట కూడా చెప్తున్నాను ఎందుకంటే నేను మీకు నేను మీకు ఏం చేయగలను నేను పోయినసారి రాష్ట్ర విభజన అప్పుడు హైకమాండ్ దగ్గరికి వెళ్ళాం ఇవన్నీ జరిగి చెప్పేవాళ్ళు నేను అవి కూడా చెప్పట్లా రేపొద్దు నేను ఢిల్లీ వెళ్తున్నాను వివరిస్తాను వివరిస్తాం కానీ దానివల్ల వెంటనే జగన్ రెడ్డి గారిని మారుతారని కూడా మేము అనుకోవట్లా మారకు మారకపోవచ్చు మారరు కూడా కానీ ఒక్కటైతే మాటిస్తున్నాం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమరావతిని ఇక్కడ శాశ్వతంగా ఉంచే బాధ్యత పోరాటం మటుకు మేము చేస్తాం ఇది కానీ మీరు నేను మీకు ఇవ్వదలుచుకుంది మీరు అక్కడికి వెళ్ళిపోయింది ఉద్యోగులు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారు ఈ భయాలన్నీ పక్కన పెట్టండి ఇన్ని ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్లే మార్చగలిగినప్పుడు ఇంకో రెండున్నరేళ్లలో ఎలక్షన్స్ వస్తే వెళ్ళిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇక్కడ ఎవరు మాట్లాడకుండా మీరు నూట యాభై ఒక్కటి కాదు వీళ్ళకి ఒక్కటి కూడా లేకుండా చేయండి ఒక్క వైసీపీ ఎమ్మెల్యే ఉంటే మహా గొప్ప అద్భుతం జరగాలి ఆ స్థాయికి తీసుకురావాలి అందుకని మా మీద భరోసా పెట్టండి ఆ రోజు కూడా నేను మన తుళ్ళూరు సభలో మాట్లాడినప్పుడు మేము మీరు నన్ను అడిగారు మేము ఒక కుర్రోడు అడుగుతా ఉన్నాం నా పక్కన కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి మేము మిమ్మల్ని నమ్మచ్చా మిమ్మల్ని నమ్మచ్చా అంటే ఒకటే అడిగాను అసలు నేను మీరు ఏం చేశారు నా నా పార్టీని గెలిపించలేదు ఇక్కడ మా వ్యక్తులను గెలిపించలేదు అంతకుముందు ఓట్లు వేయలేదు నేను నేను ఓట్ల కోసం రాజకీయం చేయనమ్మా మీరు నమ్మండి మార్పు కోసం రాజకీయం చేస్తాను నేను మీరు నిలబడ్డా నిలబడకపోయినా ఎందుకంటే నేను దేశ సమగ్రత రాష్ట్ర భవిష్యత్తు కోరుకున్నాను అందుకని మీరు ఏం చేస్తున్నా చేయకపోయినా నేను మీకు అండగా నిలబడతాను కానీ భవిష్యత్తులో మీకు ఇలాంటి వైసీపీ ఇలాంటి ప్రభుత్వాలు ఇలాంటి ఎమ్మెల్యేలు కావాలా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించే రేపు పొద్దున భవిష్యత్తు మటుకు మీరు అది ఆలోచించే మీరు నిర్ణయం తీసుకోండి నేను అన్ని ఆలోచించి చెప్తున్నాను ఈ రోజున నేను డ్రామాబాజీ చేయను నేను చాలా బలంగా ఒక మాట చెప్పానంటే నిలబడతాను అది నేను చేసే ప్రయత్నాలు కనిపించకపోవచ్చు ప్రతిరోజు ప్రజలు కనిపించవయి నేను చేసే ఈ రోజున భారతీయ జనతా పార్టీ అలయన్స్ కానీ మనం కానీ మాట్లాడుతున్నది ఎవరికి బయటికి కనిపించదు ఒక రోజు రిజల్ట్ వస్తుంది అది అది ఒక దానికి ఒక రిజల్ట్ వస్తుంది బయటికి అంతే అంతేగాని రోజు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు వైసీపీ నాయకులు మీకు వెళ్తే ఇంటర్వ్యూ ద్వారా అవి దొరకని చెప్తారు వైసీపీ నాయకులకు తెలియజేయాల్సింది ఏంటంటే చెప్పి చెప్పేది ఏంటంటే నేను ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ చేయను నేను ప్రజలకి మనశ్శాంతి మనశ్శాంతి కలిగించే రాజకీయం చేస్తాం మేము విభేదం కలిగించే రాజకీయాలు మేము చేయం ప్రధానమంత్రి గారు అభ్యర్థిగా ఉన్న ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు మా భావాల్ని ఇష్టపడి జనసేన భావాలను ఇష్టపడి మనస్ఫూర్తిగా ఆయన మద్దతుదారులు పిలిస్తే నేను వెళ్ళాను నేను అంతేగాని ప్రధానమంత్రి గారిని కలవడానికి మేము భావజాలం ఇష్టపడలేం అంతేగాని సార్ మా మీద కేసులు ఉన్నాయి మమ్మల్ని కొంచెం చేయ దానికి వెళ్ళలేదు నేను అందుకని మీకు మనస్ఫూర్తిగా నా మీద మా మీద భరోసా పెట్టండి అలా అని చెప్పి మిగతా పార్టీలు అన్ని పార్టీలు మీకు మద్దతుగా ఉండే ప్రతి ఒక్క పార్టీని మీరు మద్దతు కూడగట్టుకోండి మీరింట్లో టెంట్లు వేసుకుంటారా లేదంటే కూర్చొని ఉంటారా ఒకటైతే చెప్తున్నాను అమరావతి అనే రాజధాని మటుకు ఇక్కడి నుంచి కలదు మనుషుల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారేమో కానీ మిగతా వైజాగ్లో రాజధాని మటుకు ప్రజంగా ఇక్కడికి తీసుకొస్తుంది వెళ్ళినా కానీ తిరిగి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడే ఉంటుంది అంతవరకు మీకు కాకపోతే నేను దీనికి విన్నపం కూడా ఏంటంటే ప్రతిరోజు నా నుంచి మీరు ఒక అద్భుతం ఎక్స్పెక్ట్ చేయకండి ఏం చేయట్లేదు ఏంటి పేపర్లు ఏం రావట్లేదు టీవీలు ఏం రావట్లేదు మీరు అడిగితే నేను సమాధానం చెప్పలేదు నేను చేయాల్సింది నేను చేస్తాను మేము చేయాల్సింది మేము చేస్తాం వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయనివ్వండి తర్వాత మేము వాళ్ళు అక్కడి నుంచి ఎలా తీసుకురావాలో కూడా మేము తీసుకొస్తాం మీకు కావాల్సింది రిజల్ట్ ఆ రిజల్ట్ టైం మాకు వదిలేసే నేను చేసి పెడతాం కాకపోతే ఇక్కడున్న మా ఆడపడుచులందరికీ మా తల్లులందరికీ పేరు మా అన్నదమ్ములందరికీ సోదరులందరికీ ప్రత్యేకించి చెప్తా ఉన్నాను మీ ఒంటి మీద పడ్డ దెబ్బ నా గుండెలకి చాలా బలంగా తాకింది చాలా బలంగా తాకింది కన్నీళ్లు రాకూడదని చెప్పి ఇది సభ పరంగా సభా సంస్కారం కాదని ఒక అంటే ఒకసారి తట్టుకోలే నేను కానీ ఈ రోజున నాకు నా కన్నీళ్ళని ఆపుకొని మాట్లాడతాను ఈ రోజున మీకు నేను అండగా ఉంటాను అమరావతి ఇక్కడే ఉంటాను ప్రతి వస్తే వచ్చే వస్తున్నారు వెళ్ళిపోతున్నారు నేను నీకు ఐదుగురు కాదంటే పిల్లలు ఆంధ్ర ఐదు ఐదు కోట్ల పిల్లలు ఉన్నారంటే మీకు ఐదుగురు కాదు ఇంత మంది ముందు సభాముఖంగా నేను కోరుకుని కొనుదల పవన్ కళ్యాణ్ గారికి ఐదుగురు కాదు ఐదు కోట్లు ఆంధ్రులు ఉంటున్నారు మీరున్నంత కాలం మీరు మమ్మల్ని పెట్టద్దు రానిట్లేదు బీజేపీ పార్టీ కూడా మీరు రోడ్ల మీద బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కొట్టారు శాఖేశ్వర్లు కొట్టారు ఏంటంటే ఇది ఆయన ప్రకారం అక్కడ ఉంది వాళ్ళు చేయదలుచుకుంటే అంటే ఏంటండి వేస్తున్న అడుక్కోకుండా మా ఎనభై ఎనిమిది వేల పొలాలు తీసుకున్నాడు నాకు నేషనల్ అయిపోవంటే ఐదు సంవత్సరాలు నేను తిరిగా నాకేమి న్యాయం చేయాల నేను చంద్రబాబు నాయుడు అంతా పాటం లేదు నేను పార్టీలో లేదా మీరు కొత్త ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నిలబొట్టింది కాంగ్రెస్ బీజేపీ మాకు అన్యాయం చేసింది మీరు మమ్మల్ని కాపాడండి ఎలా చేయలేవు కానీ పట్టుకొని తయారు మిమ్మల్ని రానియట్లేదు మా ఆడపిల్లలు పోతే నన్ను తస్తారు వాళ్ళు పోలీసులు కాదు వాళ్ళు బలవోపయోగపడారు ఏం చేసి చేస్తాం మా మీద చంద్రబాబు నాయుడు మీద తెచ్చిండే మా మీద ఒకటి ఆ బీజేపీ వాళ్ళకి వాళ్ళందరికీ ఈ జగన్ మమ్మల్ని ఎందుకని చంపుతారు మనల్ని పత్రికో ఆయన చేస్తాన్ని మమ్మల్ని చంపాడు మాకెందుకు స్వామి కర్మ ఖండించుకుంటున్నాం జైల్లో పెడుతున్నారు పిచ్చలు పట్టుకొని ఆడారావు ఆడరావునికి వచ్చి లాఠీలు పెట్టి బాధించినారు మేము చూస్తా ఉన్నాం చూస్తా ఉన్నా అంటే మమ్మల్ని చచ్చిపోతున్నారా ఎవరండి శశికళను చేయలేదా చిదంబరం చేయలేదా ఎందుకు ఆ మిమ్మల్ని రాష్ట్రాన్ని ఎడగొట్టారు తరపేసి మాకు రాష్ట్రం అన్యాయం చేసింది అందరూ సంతకాలు పెట్టారు సిపిఎం తప్పు ఎవరు మాకు న్యాయం చేసేది ఇరవై లక్షలు ఇచ్చారు ఎనభై పది లక్షలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు చుట్టూ ఐదేళ్ళు తిరిగారు ఆ లోకేష్ని ఆఫీసు రాని ఎవడండి నేను ఆ నలభై ఏళ్ళు నేను పార్టీ పుట్టు కట్టి నేను ఓటు ఎప్పుడు ఎవరికైనా మీకు కూడా నేను మీ ఆఫీసుకి వస్తాను నన్ను గారు నన్ను కాపాడారు మీ దగ్గరికి ఇప్పుడు నాలుగోసారి వచ్చా నాకు నలభై బలం నాకేం బాధలేదు నేను ఈ పొలం అయిపోయిన రోజు ఒకరికి తవంచను నేను రూపాయి పన్ను పదవుకోను నేను నా ఆడపడుచులు వీళ్ళందరూ రోడ్డు మీద వేసి తత్తన్నారు నేను తలుచుకోలేదు చేయలేకపోలేదు పోలేదు తెలుగుదేశం మీరు ఎంపీని తగ్గుతున్నారు మిమ్మల్ని రానియట్లేదు మా ప్రజలు రక్షణ ఎవరిక్కడ గవర్నర్ గారు అక్కడ ఉన్నారు మూడు సార్లు పోయాం మండలం తిరువులో జరిగేది తెలీదా వాళ్ళు ఇంటెలిజెన్స్ ఉన్నారు తెలీదా రాగానే నైతులు అనేవాళ్ళు దుర్మార్గాలు చేస్తారు చంద్రుడు మారదు ఇది లేనంటే మీరు మీరు చేయాల్సిన పోరాటం అది నలభై మేము నాలుగోసారి మీ దగ్గరకు వచ్చాం వాళ్ళు కూడా చెప్పడానికి అందరి రాజకీయ నాయకులు నేను నేను మూడున్నర నెలల నుంచి నమ్మబట్టే మీ దగ్గరికి ఇప్పుడు నాలుగు సార్లు వచ్చా నేను చంద్రబాబు నాయుడు మా ఊరు వచ్చిన బాబా గుట్టలు వచ్చాను నేను బాగా మీ దగ్గరికి నన్నే వచ్చా నా పేరు లంకసరావు ఎగరపాలెం అయితే మీరు చెప్పొద్దు మొత్తం రిపోర్ట్ చెప్పండి ప్రాసెస్ చేయండి మమ్మల్ని పనిచబాకండి ఎంపీని అంటున్నారు మిమ్మల్ని పెడతారు మమ్మల్ని కాపాడేది ఎవడో నాయన పురాణం ప్రకారం చిలక పూర్తి అవుతుంది చాలా మంది సినిమాలు ఉంది ఒక చోట అది ఉపయోగపెట్టట్లా చంద్రబాబు నాయుడు కోపం మన మీద కోపం మేము ఓటేసినందుకు మాకు అర్థం కాదు ఈ రాష్ట్రాన్ని ఎడగొట్టి అలాగే పెడతారు కాంగ్రెస్ బీజేపీ మాకెంతో న్యాయం నీకు కొత్తలు వచ్చింది నేను పొలాల్లో పోయి పెద్ద మీకు కొట్టబడుతున్నాను

Benzeri karartmak. Elbette anlık olsun karartıp vatandaşları. Analiz. Analiz. Analiz. రాజకీయ నాయకులు ప్రజల సమాధానం కోసం చూస్తారు రైతుల పరిస్థితి ఏంటంటే ప్రతి రాజకీయ

అదే కర్ణాటకలో ఐదు తెలుగు మాట్లాడే జిల్లాలు ఉంటాయి అలాగే మరాఠీ మాట్లాడే జిల్లాలు ఉంటాయి కన్నడ మాట్లాడే జిల్లాలు ఉంటాయి తుళు ఉంది కూర్పు ప్రజలు ఉన్నాయి ఇన్ని రకాల విభిన్నమైన భాషలు ప్రజలు సంస్కృతులు కలిసి కర్ణాటకలా ఉంటే కర్ణాటక అసెంబ్లీలో కూర్చుంటే అది తెలుగు అసెంబ్లీలా ఉంటుంది ఒకసారి స్టాండ్ ఏంటంటే అమరావతి రాజ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇక్కడే ఉంటుంది నేను కూడా తీసుకున్న నిర్ణయం ఏంటంటే మాట్లాడితే మీకు మిగతా ప్రాంతాల ప్రజలు ఇలా అయిపోతున్నారు మాకు రాజకీయ మీకు పొలిటికల్ డివిడెండ్ ఉండాలని నేను ఏం తీసుకోకండి పార్టీ పరంగా తప్పు జరుగుతున్నప్పుడు తప్పు ప్రబలి ప్రబలిపోతున్నప్పుడు తప్పు ఈ రోజున ఆడపడుచు చూడకుండా మహిళలను చూడకుండా వయసు తారతమ్యం లేకుండా అందరినీ విచక్షణ రహితంగా కొట్టడం పైగా లాఠీలకి మేకులు పెట్టుకోవటం అసలు వాళ్ళకి కనీసం ఇంత ప్రజాస్వామ్య ప్రక్రియ లేకుండా రాజధానిని ఏకపక్షంగా మార్చేయడం ఇవన్నీ కూర్చోబెట్టి అమరావతి వాళ్ళు అనుకుంటే మనుషులు కనిపించగలరేమో కానీ అమరావతి అనేది ఇంత పెట్టుబడి పెట్టారు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది అందరూ ఏకీభవించారు అందుకనే అమరావతి శాసన రాజధాని కూడా ఒకవేళ ఈ రోజున అటు తీసుకెళ్ళినా అని అనుకుందాం అనుకున్నా కానీ తిరిగి ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత జనసేన భరత్